నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి బుజ్జగింపు చర్యలు ముమ్మరం చేసిన కాంగ్రెస్ జేడీఎస్ రాజీనామాలపై రాజీ లేదన్న ఎమ్మెల్యేలు భాజపా సభ్యులు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చిన కర్ణాటక సీఎం తప్పుకునే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టీకరణ రైతు భరోసాతో అన్నదాతల జీవితాల్లో వెలుగులు యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల ఆర్థిక సాయం దేశ చరిత్రలోనే రికార్డ్ అంటూ సీఎం జగన్ లేఖ వచ్చే వారంలో తెలంగాణ పురపాలక ఎన్నికలు కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం నాలుగు రోజులు ముందుగానే ఓటర్ల జాబితా ప్రకటన భారీగా ఖర్చు చేస్తే ఐటీ రిటర్న్ దాఖలు చేయాలన్న కేంద్రం ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నా తప్పదని మెలిక జడ్జికు బలవంతపు పదవీ విరమణపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు లక్ష రూపాయల స్వీయ జరిమానా మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం శాసనసభ్యుల రాజీనామాలతో కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడ్డ పీఠముడి మరింత బిగుసుకుంటోంది ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు ముఖ్యమంత్రిని మార్చినా తమ నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు సీఎం కుమారస్వామి సైతం తాను పదవి నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు అటు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న భాజపా ఇవాళ శాసన సభాపక్ష సమావేశం నిర్వహిస్తోంది ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించనుంది కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ కూటమికి చెందిన పద్నాలుగు మంది శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ డ్రామా కొనసాగుతోంది శాసనసభ్యుల బుజ్జగింపు సహా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు రెండు రోజులుగా ఎడతెగని మంతనాలు జరుపుతున్నా సమస్య పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుల్లో పది మంది ముంబైలో మకాం వేయగా వారితో సంప్రదింపులు జరుపుతున్నామని ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నా అవి ఫలించేలా కనిపించడం లేదు ముంబైలో మకాం వేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు తాము ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు శనివారం రాజీనామా చేసిన పదమూడు మంది ఎమ్మెల్యేలమంతా ఐక్యంగా ఉన్నామని తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని శాసనసభ్యుడు ఎస్టీ సోమశేఖర్ తెలిపారు ఇప్పటికే రాజీనామా చేసినందున కాంగ్రెస్ మంగళవారం నిర్వహించబోయే సిఎల్పి సమావేశంతో కూడా తమకు సంబంధం లేదన్నారు తమను బుజ్జగించేందుకు సిద్ధరామయ్యను లేదా మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిగా నియమిస్తారని వస్తున్న వార్తలపై స్పందించిన సోమశేఖర్ ఆ విషయాన్ని తాము డిమాండ్ చేయనేలేదని వెల్లడించారు అటు తాజా సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ఆదివారం రాత్రి వరకు మంతనాలు సాగించారు విదేశీ పర్యటనను ముగించుకొని బెంగళూరు చేరుకున్న సీఎం కుమారస్వామి శాసనసభ్యులు బస చేసిన తాజ్ వెస్ట్ హోటల్ కు చేరుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు కాంగ్రెస్ నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు ఈ సందర్భంగా తాను సీఎం పదవిని వీడే ప్రసక్తి లేదని కుమారస్వామి వారికి తేల్చి చెప్పారు పద్నాలుగు మంది శాసనసభ్యుల కోసం ముఖ్యమంత్రి పదవిని వదులుకోనున్న ఆయన పలు నష్ట నివారణ చర్యలను ప్రతిపాదించారు రాజీనామా రాజీనామా చేసిన శాసనసభ్యుల్లో ఎక్కువ మంది సీనియర్ నేత రామలింగారెడ్డి వర్గీయులే అయినందున ఆయనను బుజ్జగించాలని బెంగళూరు నగర ఇన్ఛార్జ్ బాధితుల నుంచి ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్ను తొలగించాలని ప్రతిపాదించారు భాజపా నుంచి పది మంది ఎమ్మెల్యేలను ఆకర్షిద్దామని వారు తనతో సంప్రదింపులు చేస్తున్నారని కుమారస్వామి కాంగ్రెస్ నేతలకు వివరించారు అటు కాంగ్రెస్ కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తోంది కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్ బెంగళూరులోని మకాం వేసి సీఎల్పీ నేత సిద్ధరామయ్య మంత్రి డీకే శివకుమార్తో సంప్రదింపులు జరుపుతున్నారు ఇవాళ కూడా కాంగ్రెస్ జేడీఎస్ నేతలు తమ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగించనున్నారు మంగళవారం సీఎల్పీ సమావేశం నిర్ణయించినందున ఆలోపు మరింత మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్సాహంగా ఉన్న భాజపా ఇవాళ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాజీనామా చేసిన కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్ రమేష్ రమేష్ కుమార్ రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఆయన నిర్ణయంపైనే కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉండగా తాజా రాజకీయ సంక్షోభం కూడా అప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది రైతు భరోసా పథకం కింద యాభై నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలకు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు ఇందులో పదిహేను లక్షల ముప్పై ఆరు వేల మంది కౌలు రైతులు ప్రయోజనం పొందుతారని చెప్పారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతులకు రాసిన బహిరంగ లేఖలో సీఎం జగన్ ఈ మేరకు పేర్కొన్నారు రైతు భరోసా పథకం ద్వారా లబ్దిదారులకు ఏటా పన్నెండు రూపాయలు అందిస్తామని జగన్ చెప్పారు ఎన్నికల ప్రణాళిక ప్రకారం రైతు భరోసా పథకాన్ని వచ్చే ఏడాది మే నుంచి అమలు చేయాల్సి ఉన్న కర్షకుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ముందే అమలు చేస్తున్నట్లు చెప్పారు భూ యజమానుల హక్కులు కాపాడుతూనే కౌలుదారులకు మేలు చేసేలా చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల్ని ఆదుకునేలా రెండు కోట్ల రూపాయలతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు గిట్టుబాటు ధర కల్పించేందుకు గాను మరో మూడు కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు ఈ ఏడాది బ్యాంకుల ద్వారా రైతులకు ఎనభై ఎనభై నాలుగు వేల కోట్లు రుణాలుగా అందజేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కడప జిల్లా జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు గండి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సొంత జిల్లా కడపలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు తన తండ్రి వైఎస్సార్ జయంతి వేడుకలను రైతు దినోత్సవంగా జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో జమ్మలమడుగులో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఉదయం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న సీఎం జగన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వెళ్తారు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు అనంతరం రోడ్డు మార్గాన గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు పులివెందుల సమీపంలోని వెంకటంపల్లిలో ఏర్పాటు చేయనున్న అరటి పరిశోధన కేంద్రానికి సంబంధించి అక్కడే శిలాఫలకం ఆవిష్కరించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో ఈ కేంద్రం పనిచేయనుంది ఆ తర్వాత జమ్మలమడుగులో జరిగే రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన తర్వాత బహిరంగ సభకు హాజరవుతారు ఈ వేదిక నుంచే వైఎస్సార్ పింఛన్ కానుకగా పింఛన్ నిర్వహించిన పింఛన్ మొత్తాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు జమ్మలమడుగు సభ ముగిశాక హెలికాప్టర్ లో కడప విమానాశ్రయానికి చేరుకునున్న సీఎం జగన్ ప్రత్యేక విమానంలో విజయవాడకు పయనమవుతారు ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా కడప జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అక్రమ కట్టడాలు ఆక్రమణలు ఎక్కడ ఉన్నా ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు విశాఖ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు చెప్పిన మంత్రి బొత్స గత ఐదేళ్లలో జరిగిన ఆక్రమణలు అన్నింటిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు అన్నిటికీ అన్నిటికీ ఏ ఒక్కటిని కూడా ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు వాటికే కాదు సిఆర్జెడ్లో ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అన్నిటిని కూడా గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఈ పట్టణంలో నుంచి అధికార అనధికారికంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో చట్టాన్ని చట్టానికి చేతితో తీసుకుని ఏవేవైతే ఆక్రమణ చేశారో వాటి అన్నిటి మీద కూడా చర్యలు ఉంటాయి తెలంగాణలో పురపాలక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది హైకోర్టు విధించిన గడువులోపు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అందుకు అవసరమైన ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లింది రాష్ట వ్యాప్తంగా పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ఈ నెల పద్నాలుగులోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి అధికారుల్ని ఆదేశించారు గతంలో ఈ గడువు పద్దెనిమిది వరకు ఉండగా నాలుగు రోజులు ముందుకు తెచ్చారు వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను పద్నాలుగున ప్రకటించాలని తెలంగాణ రాష్ట రాష్ట ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఈ నెల పదిహేనున పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఆ వెంటనే అంటే పదిహేనున లేదా పదహారున పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం జులై ముప్పై లేదా ముప్పై ఒకటిన తెలంగాణలోని నూట ముప్పై ఒక్క పురపాలక సంఘాలు మూడు నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి దిగువ కోర్టు జడ్జికి హైకోర్టు విధించిన తప్పనిసరి పదవీ విరమణ శిక్షను కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది అత్యంత అరుదుగా తనకు తానే లక్ష రూపాయల జరిమానా విధించుకుంది సదరు జడ్జిని వెంటనే మళ్లీ ఉద్యోగంలో నియమించాలని జస్టిస్ సంజీవ్ బెనర్జీ జస్టిస్ సువ్రా ఘోష్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది కక్షిదారుడికి హైకోర్టు లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది సీల్డా కోర్టులో రైల్వే మ్యాజిస్టేట్ గా ఉన్న మింటూ మల్లిక్ ను రెండు ఏడులో సస్పెండ్ చేసి రెండు పదమూడులో తప్పనిసరి పదవీ విరమణ శిక్ష విధించారు సబర్బన్ రైలును తరచూ ఆలస్యంగా నడుపుతున్నందుకు ఒక డ్రైవర్ ను తప్పుపట్టినందుకు ఆయనకి శిక్ష వేశారు ఆయన అలా చేయడం ఒకవేళ తప్పే అయినా విధించిన శిక్ష చాలా ఎక్కువ దిగ్భ్రాంతికరమని కలకత్తా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది అధిక ఖర్చు చేసేవారు ఆదాయ పన్ను రిటర్న్లను తప్పనిసరిగా దాఖలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్లో ప్రతిపాదించారు పన్ను విధించదగ్గ ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపు ఉంటే ప్రస్తుతం ఎలాంటి రిటర్న్ సమర్పించాల్సిన అవసరం లేదు కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం ఖర్చు అధికంగా ఉంటే ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుంది ఇందుకు పలు ఖర్చుల్ని పేర్కొంది విదేశీ పర్యటన కోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఏడాది కాలంగా బ్యాంకులో కోటి రూపాయలు డిపాజిట్ చేసినా ఏడాది కాలంగా లక్ష రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించినా రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుంది దీర్ఘకాలిక పొదుపుపై వచ్చే ఆదాయాన్ని మరో రూపంలో పెట్టుబడి పెట్టినా కూడా రిటర్న్ దాఖలు చేయాలని ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు అధికార పార్టీ వైకాపాకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు విజయవాడలో ఏర్పాటు చేసిన భాజపా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలబడుతుంది తప్ప తెలుగుదేశం పార్టీ నిలబడలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం వచ్చే ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టబోతాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలో తీసుకెళ్తాం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పది రోజుల్లో వ్యవధిలో రెండు హత్యలు జరగడంపై తెలంగాణ రాష్ట డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్ట ఠానాను ఆకస్మికంగా సందర్శించిన ఆయన వ్యాపారి రాంప్రసాద్ హత్య తదనంతర పరిణామాలపై ఆరా తీశారు ఈ ఘటనలో ఇప్పటి వరకు నిందితుల్ని ఎందుకు పట్టుకోలేదని దర్యాప్తు అధికారిని ప్రశ్నించారు ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని చెప్పడంపై పోలీస్ బాస్ మండిపడినట్టు సమాచారం అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కుమార్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలని పోలీసింగ్ పట్ల ప్రజల్లో గౌరవం పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు ఈ రోజు నైట్ మన డీజీపీ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సర్ప్రైజ్ విజిట్ లో అన్ని వర్టికల్స్ ఎట్లా జరుగుతుంది ప్రతి వర్టికల్స్ కి అన్ని సబ్ వర్టికల్స్ తర్వాత role of sector SI role of admin SI అని ఇన్స్పెక్ట్ చేశారు డ్యూటీ చార్ట్ ప్రకారం collection of criminal intelligence checking of rowdy sheeters ex convicts తర్వాత ఇంటరాక్షన్ విత్ కమ్యూనిటీ అన్నికి కూడా ఇన్స్పెక్షన్ జరిగింది రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు నూట యాభై పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది శనగ జొన్న మినుములు పొద్దుతిరుగుడు రైతులకు మొత్తం బకాయిలను చెల్లించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు పంజాబ్ తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది వాటికి సంబంధించిన బకాయిలను ఇప్పుడు విడుదల చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శిస్తున్న తెరాస నేతలు కేంద్రాన్ని ఎప్పుడు అడిగారో చెప్పాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు ముషీరాబాద్ నియోజకవర్గంలోని లో పార్టీ సభ్యత్వం ప్రచార రథాన్ని ప్రారంభించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది మోదీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు కేంద్ర జల యోజనపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం హర్ ఘర్ జల్ యోజన పథకాన్ని బడ్జెట్ లో ప్రవేశపెడితే కేటీఆర్ గారు ఎప్పటి మాత్రమే ప్రజల దృష్టి మళ్లించడానికి ట్వీట్లు చేస్తూ మిషన్ భగీరథ స్ఫూర్తితోనే కేంద్రం హర్ ఘర్ జల్ పథకాన్ని పెట్టిందని వారు ట్వీట్ చేస్తా నిజంగా కేటీఆర్ గారికి కనీసమైనటువంటి అవగాహన లేకుండా ప్రజలు తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్న విషయాన్ని అసలు మిషన్ భగీరథ స్ఫూర్తి గుజరాత్ వాటర్ గ్రిడ్ అనే విషయాన్ని రుజువులతో సహా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయబోతోంది తెలంగాణలో ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ఇవాళ్టితో ముగియనుంది ఈ నెల పదో తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు కన్వీనర్ కోటా సీట్ల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన యాబై మందిలో నిన్నటి వరకు ముప్పై మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు మొదటి విడత సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల పది నుంచి పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో బోధనా రుసుం చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈ సెట్ రెండో విడత ప్రవేశాలు ఈ నెల పదకొండున ప్రారంభం కానున్నాయి గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు రాని వారు కూడా ఈ నెల పన్నెండున హాజరు కావచ్చు ఈ నెల పన్నెండు పదమూడున వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటే పదిహేనున రెండో విడత సీట్లు కేటాయించనున్నట్టు నవీన్ మిట్టల్ చెప్పారు హైదరాబాద్ శివార్లోని నార్సింగి వద్ద ఈ నెల నాలుగున ఫైజల్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కేసు కొత్త మలుపు తిరిగింది తన భర్తను ఎవరో హత్య చేసి ఉంటారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు భార్య అతని మృతిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి అతను ఆత్మహత్య చేసుకున్న తిరిగివాడు కాదని తెలిపింది ఆ యాంగిల్ లో కూడా అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అదేవిధంగా అక్కడ అతను ఏ దారిలో వెళ్లాడు అతని కార్ జీపీఎస్ ట్రాకింగ్ అంతా చేయడం జరుగుతుంది ప్రతి ఎకరం దగ్గర కూడా సీసీ కెమెరాలు టోల్గేట్ క్రాస్ అయిన సీసీ కెమెరా చెక్ చేయడం జరుగుతుంది కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ అధికారులు కొరడా ఝులిపించారు మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఎర్ర చెరువు క్రాస్ రోడ్డు వద్ద తొంభై ఎర్రచందనం దుంగలతో పాటు మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు అంతర్రాష్ట స్మగ్లర్లు రానా దత్తా వేలును అరెస్ట్ చేశారు కాసినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచనం దుంగలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీ చేసినట్లు అధికారులు చెప్పారు రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్ల మడుగులో కూమింగ్ నిర్వహించిన అధికారులు చింతల కోన వద్ద పదమూడు మంది స్మగ్లర్లను పట్టుకున్నారు మరో ఇద్దరు పరారయ్యారు నిందితులంతా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు బాలాకోట్ దాడుల తర్వాత ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా శిక్షణ పొందుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లోని భారత దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశారు పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ చేసిన వైమానిక దాడితో కకావికలమైన జైషే ఉగ్ర సంస్థతో పాటు లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలు ఆఫ్ఘాన్ తరలించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఆ దేశంలోని కునార్ నంగర్హర్ నురిస్థాన్ కందహార్ రాష్ట్రాల్లో ముష్కరం ముఖలు తిష్టవేసినట్లు సమాచారం పాక్లో నిషేధం ఎదుర్కొంటున్న ఈ ఉగ్ర సంస్థలు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ హక్కానీ నెట్వర్క్లతో చేయి కలిపినట్లు తెలుస్తోంది ఈ కారణంగానే ఇటీవల ఉగ్రవాద నేతలపై పాకు తీసుకున్న చర్యలను భారత్ కంటితుడుపు చర్యగా అభివర్ణించినట్లు సమాచారం ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షలతో ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకోక తప్పటం లేదు ఫలితంగా నిధుల సేకరణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని గ్రహించి ఉగ్ర సంస్థలు శిక్షణా శిబిరాలన్నింటినీ పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుకు తరలించినట్టు తెలుస్తోంది ఆఫ్ఘాన్లోని భారత కార్యాలయాలపై ముష్కరులు దాడికి దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి పాకిస్తాన్ నుంచి పంజాబ్ జమ్మూ కశ్మీర్ సరిహద్దుల నుంచి ముష్కరులు చొరబాట్లు జరిపితే అడ్డుకోవడమే లక్ష్యంగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ భారీ స్థాయిలో కసరత్తు నిర్వహిస్తోంది జమ్మూ కశ్మీర్ పంజాబ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ సన్నాహకానికి స్థానిక సీనియర్ సైనికాధికారులందరూ హాజరై పర్యవేక్షిస్తున్నారు సరిహద్దుల్లో భారీ స్థాయిలో ఆయుధాలను మోహరించారు ఆపరేషన్ సుదర్శన్ పేరిట జులై ఒకటిన మొదలైన ఈ సన్నద్దత పరీక్ష ఈ నెల పదిహేను వరకు కొనసాగనుంది దాదాపు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ఆపరేషన్ సుదర్శన్ నిర్వహిస్తుండగా జమ్మూ కశ్మీర్ పరిధిలో నాలుగు కిలోమీటర్లు పంజాబ్ సరిహద్దుల్లో ఐదు మూడు కిలోమీటర్ల మేర నిరంతర నిఘా కొనసాగుతోంది నిరంతర నిఘా కోసం అవసరమైన మౌలిక వస్తువులు సహా పహారా కాసే సైనికులకు అత్యాధునిక ఆయుధ సామాగ్రి రక్షణ పరికరాలను సమకూర్చారు దాదాపు నలభై బెటాలియన్ల సైన్యం ఆపరేషన్ సుదర్శన్లో పాల్గొంటోంది లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వేళ ఆయనకు సన్నిహితులైన యువ నేతలు కూడా ఒక్కొక్కరుగా పదవులు విడుతున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా ముంబై నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిలింద్ దేవ్రావ్ తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ చంద్ యాదవ్ ఎస్సీ విభాగం చైర్మన్ నితిన్ రౌత్ శనివారం రాజీనామా చేయగా అంతకుముందు గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడైన రాజేష్ లిలోథియాలు తమ పదవుల నుంచి తప్పుకున్నారు పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా నేపథ్యంలో ఆయనకు అత్యంత సన్నిహితులైన వీరి భవిష్యత్తు ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన చరవాణి జాడను కనిపెట్టే సాంకేతికత పరిజ్ఞానం త్వరలో అందుబాటులోకి రానుంది ఈ ట్రాకింగ్ సిస్టమ్ ను ఆగస్టులో ప్రారంభించే అవకాశాలున్నాయి చరవాణి చోరీ చేసిన వారు అందులోని సిమ్ కార్డు తీసేసినా ఐఎంఈఐ ను మార్చేసిన ఫోన్ ఎక్కడుందో కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం సి డాట్ వద్ద సిద్దంగా ఉన్నట్లు టెలికాం అధికారులు తెలిపారు పార్లమెంటు సమావేశాల తర్వాత కేంద్ర మంత్రి ఈ ట్రాకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు టెలికాం శాఖ జులై రెండు వేల పదిహేడున mobile phone tracking project central equipment identity register ను సి డాట్ కు అప్పగించింది చరవాణి చోరీ అయినట్లు ఫిర్యాదు చేస్తే ఏ సర్వీస్ అందకుండా సిఈఐఆర్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చేయనున్నారు సిఈఐఆర్ సిస్టమ్ ను అన్ని మొబైల్ ఆపరేటర్లు ఐఎంఈఐ డేటా బేస్ కు అనుసంధానం చేస్తారు ఇక ముఖ్యాంశాలు మరోసారి కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి బుజ్జగింపు చర్యలు ముమ్మరం చేసిన కాంగ్రెస్ జేడీఎస్ రాజీనామాలపై రాజీ లేదన్న ఎమ్మెల్యేలు భాజపా సభ్యులు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చిన కర్ణాటక సీఎం తప్పుకునే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టీకరణ రైతు భరోసాతో అన్నదాతల జీవితాల్లో వెలుగులు యాబై నాలుగు లక్షల కుటుంబాలకు ఎనిమిది పేల ఏడు వందల యాబై కోట్ల ఆర్థిక సాయం దేశ చరిత్రలోనే రికార్డంటూ సీఎం జగన్ లేఖ వచ్చే వారంలో తెలంగాణ పురపాలక ఎన్నికలు కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం నాలుగు రోజుల ముందుగానే ఓటర్ల జాబితా ప్రకటన భారీగా ఖర్చు చేస్తే ఐటీ రిటర్న్ దాఖలు చేయాలన్న కేంద్రం ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నా తప్పదని మెలిక జడ్జికి బలవంతపు పదవీ విరమణపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు లక్ష రూపాయల స్వీయ జరిమానా మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం